హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు Telugu all in one channel nine friends నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ని మీరు లైక్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను Thank <laughs> you.